దేవుని వాక్యంలోనికి త్వర త్వరగా వెళ్ళి నా మాటలు త్వరగా ముగిస్తూ ఉన్నాను గడిచిన వారం మనం చూసుకున్నాము మత్స్య వార్త ఐదవ అధ్యాయంలో ఆఖరి వచనంలో యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటను మనం ఆధారం చేసుకుని గడిచిన వారం మాట్లాడుకున్నాము ఈరోజు కూడా అదే వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలని ఆశపడుతున్నారు చదవద్దు మీరు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మీరు కూడా పరిపూర్ణులయ్యునుడని యేసుప్రభు వారు చెప్తున్న స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని మనము మాట్లాడుతున్నాము పోయిన వారం మనము చూసాము మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా ఉండగలము అనేది మనం ఆలోచించినప్పుడు పోయిన వారం మనం మాట్లాడము ప్రేమలో మనం ఏం చేయాలి పరిపూర్ణులై ఉండాలి ఇతరులను ప్రేమించే విషయంలో దేవునిని ప్రేమించే విషయంలో మనం పరిపూర్ణులమై ఉండాలి అని మనము చూసుకున్నాము అయితే ఈ పగటి వేళ మనం ఏ విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి ఏ విషయంలో మనం పరిపూర్ణతలోనికి రాగలం అనే విషయాన్ని మనం ఆలోచించ ఆలోచన చేయబోతున్నాము అయితే నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్నటి దినాన వచ్చిన దైవజనులు కూడా అదే వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడారు మనము సంపూర్ణతలోనికి నడిపించబడాలి పరిపూర్ణతలోనికి ఏం చేయాలి నడిపించబడాలి మీరు కూడా మాట్లాడాలి నాతో పాటు మనము పరిపూర్ణలో పరిపూర్ణతలోనికి ఏం చేయాలి నడిపించబడాలి అయితే ఏ విధమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండాలి ఏ విధమైనటువంటి పరిపూర్ణత కలిగి ఉండాలి అని ఆయన నిన్న మాట్లాడుతూ ఆ మనకున్న కొలమానం ఏంటి అసలు పరిపూర్ణత అంటే ఆ కొలమానం ఏంటి అని ఆయన చెప్తూ మాట్లాడారు క్రీస్తు ఎట్టి సంపూర్ణత అయితే కలిగి ఉన్నాడో మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఎట్టి పరిపూర్ణత అయితే కలిగి ఉన్నాడో అదే కొలమానంలో మనము కూడా ఏం చేయాలి పరిపూర్ణులమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో గడిచిన వారం కూడా మాట్లాడారు అయితే ఇప్పటి వేళ ప్రేమలో పరిపూర్ణలమై ఉండాలి అని మనము చెప్తున్నప్పుడు ఆ విధంగా మనం నేర్చుకుంటున్నప్పుడు క్రీస్తు ఏ విధంగా ప్రేమలో పరిపూర్ణుడై ఉన్నాడో ఆ విధంగా మనము కూడా ఏం చేయాలి ప్రేమలో పరిపూర్ణులమై ఉండాలి అయితే ఇప్పటి వేళ మీ దృష్టిని యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలోనికి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నాను యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం విశ్వాసము క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా చాలు ఇక్కడ యాకోబు పత్రిక మనకు అందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే రెండవ అధ్యాయంలో యాకోబు చాలా స్పష్టంగా నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే విశ్వాసము ఎలాగైతే ఉందో ఆ విశ్వాసము పరిపూర్ణతలోనికి తేబడాలి అంటే విశ్వాసి ఒక పరిపూర్ణుడిగా మార్చబడాలి అంటే విశ్వాస జీవితంలో ఏముండాలి క్రియలు ఉండాలి ఆమెన్ ఆ రెండవ అధ్యాయము అంతా కూడా మరి అపోస్తుడు అయినటువంటి యాకోబు అదే మాటలు అక్కడ రాయడం జరుగుతుంది ఒక వ్యక్తి క్రియలు లేకుండా విశ్వాసి అని చెప్తే అతని విశ్వాసం ఏమిటంట వ్యర్థమైనదని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా నేర్పిస్తూ కిందకి వస్తూ అంటున్నాడు మీ విశ్వాసము పరిపూర్ణతలోనికి తేబడాలి మీ విశ్వాస జీవితం ఏం చేయాలి ఒక సంపూర్ణమైనటువంటి ఆ కొలమానలోనికి మీరు ఆ స్థాయికి రాగలగాలి ఆ స్థాయికి రాగలగాలి అంటే మనలో ఏముండాలి క్రియలు ఉండాలి మంచి క్రియలు ఉండాలి మంచి పరిచర్య చేసే స్వభావం ఉండాలి హలలుయా ఈరోజు మన పరిపూర్ణతకి రెండవ మెట్టు ఏంటంటే క్రియలు ఆమె ప్రేమ మొదటి మెట్టు అయితే రెండవ మెట్టు ఏంటంటే మన పరిపూర్ణతలోనికి తేబడాలి అంటే మన జీవితంలో మంచి క్రియలు ఉండాలి అయితే అపోస్తులైన పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి పత్రికకు రాస్తూ అంటాడు అసలు మనల్ని దేవుడు సృష్టించిందే ఎందుకు అంటే మంచి క్రియలు చేయడానికి చదువుదాం ఒకసారి రెండవ అధ్యాయం పదవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన ఏమై ఉన్నాము పని అయి ఉన్నాము హల్లుయా ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు మరియు వాటి ఎందు మనము నడుచుకునవలని వేటి ఎందు అర్థం కావాలి అంటే ఆ పైవచనాలు చదవాలి పైవచనాల్లో వచనాల్లో ఏమంటాడు నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను పైవచనాల్లో ఏమంటాడు అంటే మనకి కలిగినటువంటి ఈ రక్షణ విశ్వాసము ద్వారా కలిగింది ఇది ఏ క్రియల ద్వారా కలగలేదు ఇది ఏ దేవుడిచ్చినటువంటి ఒక బహుమానం అని వివరిస్తూ వస్తూ అంటాడు తొమ్మిదో వచనంలో ఆ రక్షణ అనేది క్రియల వలన కలిగినది కాదు కనుక అతిశయపడడానికి లేదు అయితే ఇప్పుడు పదవచనంలోనికి వస్తే వాటి ఎందు వేటి ఎందు క్రియల ఎందు మనకి కలిగినటువంటి రక్షణ క్రియల వలన కలగలేదు కానీ రక్షింపబడిన తర్వాత అసలు మానవుని జీవితం అనేదే క్రియల ఎందు చదువుదాం కిందకి మనము ఆ క్రియలయందు నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేత చేయబడిన పని అయి ఉన్నాము హలలుయా లేకపోతే పనిముట్టు ఇంగ్లీష్లో ఏమంటాడంటే we are the workmanship of God అంటే మనము దేవుని చేత చేయబడినటువంటి ఒక పనిముట్టు అయి ఉన్నాము ఎందుకు చేయబడ్డామంటే సత్క్రియలు చేయడానికని అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా క్రియల్లో మంచి క్రియలు చేయడం ద్వారా మనం పరిపూర్ణలు అవ్వడంలో మనము ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మనకి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే వాస్తవంగా దేవుడు మనల్ని లోకంలో సృష్టించిందే ఎందుకంటే సత్క్రియలు చేయడానికి మంచి క్రియలు చేయడానికి హలలుయ ఉదాహరణకి ఇప్పుడు ఈ ఈ పోడియం ఉంది ఒక వ్యక్తి ఈ పోడియంని సృష్టించి దీనికి కావాల్సిన చెక్కలు దీనికి కావాల్సినవన్నీ సృష్టించి ఇక్కడ ఏం చేశారు సృష్టించి దీన్ని తయారు చేసి పెట్టాడు ఎందుకని ఇది నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి నలుగురికి ఏం చేయాలి ప్రయోజనంగా ఉండాలి అక్కడ పౌలు భక్తుడు ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అక్కడ మాట్లాడుతున్న ఆ మాటకు అర్థం ఏంటంటే మనము we are the workmanship of God మనము దేవుని పనిముట్టు అయి ఉన్నాము పనిముట్టు అనే అంటే ఒక వస్తువు చేయబడితే ఆ వస్తువు ఒక వ్యక్తి తయారు చేసినప్పుడు ఎందు నిమిత్తం చేస్తాడు ఒక నలుగురికి ఏం చేయాలి అది ఉపయోగపడాలి నలుగురికి ఇంకా లోతుగా లేకపోతే ఇంకా ఆత్మీయమైనటువంటి భాషలు చెప్పాలంటే ఆ పనిముట్టు నలుగురికి ఎలాగుండాలి ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి హలలుయ ఈ రోజున దేవుడు నిన్ను నన్ను లోకంలో సృష్టించి పెట్టాడు అంటే ఈ రోజున దేవుడు లోకంలో నిన్ను నన్ను ఇక్కడ తయారు చేసి పెట్టాడు అంటే దానికి కారణము మనము ఎలా ఉండాలంటే నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి ఇంకా లోతుగా చెప్పాలని నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి హలలుయ ఎవరికి ఏ ప్రయోజనం లేనటువంటి జీవితాన్ని మనం చేసినట్లయితే విశ్వాస జీవితం వల్ల విశ్వాస జీవితం అనేది వ్యర్థమని యాకోబు తన పత్రికలో మనకు రుజువు చేస్తూ ఉన్నాడు హవలియ కాబట్టి మన విశ్వాసము పరిపూర్ణతలోనికి తేబడాలి అంటే మనము మన విశ్వాస జీవితము సంపూర్ణతలోనికి రాబడాలి అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనము అసలు సృష్టింపబడినదే సత్క్రియలు చేయడానికి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి హలలుయ సత్క్రియలు లేనటువంటి విశ్వాసము ఏంటంట వ్యర్థము ఇంకా కిందకి చదివితే యాకోబ భయమంటాడంటే సత్క్రియలు లేనిటువంటి లేకపోతే క్రియలు లేనిటువంటి విశ్వాసము దేనికి సమానమంట మృత మృతతుల్యమైనటువంటి విశ్వాసం అంట జీవము లేనటువంటి విశ్వాసము ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల యొక్క జీవితంలో ఆశపడేది ఏంటంటే నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే దేవుని విశ్వాసంలో పరిపూర్ణులుగా ఉండాలని ఆశపడే వ్యక్తివైతే నీ జీవితంలో సత్క్రియలు చేసే స్వభావం ఉండాలి ఇతరులకు మంచి కార్యం చేసే ఆ స్వభావ జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడలు ఆశిస్తూ ఉన్నాడు హలలుయ మొట్టమొదటిగా మనము సృష్టింపబడినదే ఎందుకంటే దేనికి మంచి క్రియలు చేయడానికి హలలుయా అయితే ఎవరికి మంచి క్రియలు చేయాలి వాస్తవంగా ఇప్పుడు ఈ బల్ల తయారు చేయబడి ఈ మందిరంలో ఉంది అంటే ఈ మందిరంలో వచ్చే ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి ఇది ఉపయోగకరంగా ఉండాలి ఒక వ్యక్తికో ఇద్దరికో లేకపోతే కాదు అసలు ఈ బల్ల ఎవరి మధ్యనుందో వారికి ఉపయోగకరంగా ఉండాలి ఆమె ఇప్పుడు దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఎవరి మధ్య సృష్టించారో ఉదాహరణకి ఏ కుటుంబంలో నిన్ను సృష్టించాడో ఆ కుటుంబానికి మొదటగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి రెండు ఏ సంఘంలో నిన్ను ఉంచి ఉన్నాడో ఆ ఏ సంఘము మధ్య నిన్ను నిలబెట్టాడో ఆ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి ఏ సమాజంలో నిన్ను సృష్టించాడో ఆ సమాజానికి నువ్వు ఎలాగుండాలి ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి ఆ ఆశీర్వాదకరంగా నువ్వు లేకపోతే నీ విశ్వాస జీవితము మృతతుల్యమైనది హలలుయా మన విశ్వాస జీవితము ఒక పరిపూర్ణతలోనికి రావాలి అంటే మనము మంచి కార్యాలు చేసే లేకపోతే ఇతరులకి ఉపయోగపడే రీతిగా లేకపోతే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే రీతిగా మన జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడలా ఆశిస్తూ ఉన్నాడు హలలుయా మొట్టమొదటిగా మనము సృష్టింపబడినది ఎందుకు మంచి కార్యాలు చేయడానికి రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సృష్టింపబడిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరికి వాని వానికి దేవుడు ఒక్కొక్క గిఫ్ట్లు ఇచ్చాడు కృపలు ఏర్పరిచారు చదువుదాము మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం పదవచనం మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం పదవచనం ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కరినొక్కడు ఏం చేయాలి ఉపచారము చేయుడి హలలుయ లేకపోతే ఒకరికొకడు ఆశీర్వాదకరంగా ఉండాలి సృష్టింపబడిన మనకు దేవుడు మా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపను అనుగ్రహించారు ఇంగ్లీష్లో గిఫ్ట్ అని వాడారు ఒక్కొక్కరు దేవుడికి దేవుడు ఒక్కొక్కరికి ఏం చేశాడంటే ఒక్కొక్క రకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు ఒక్కొక్క రకమైనటువంటి తలాంతులు ఇచ్చాడు ఆ తలాంతుల్ని ఎందుకొరకు ఉపయోగించాలి అంటే ఇతరులకి ఏం చేయడానికి ఉపచారం చేయడానికి ఇతరులకి సహాయకరంగా ఉండడానికి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపలను ఏం చేయాలి మనము ఉపయోగించవలసిన వారమై ఉన్నాం వినియోగించవలసిన వారమై ఉన్నాం హలలుయ చాలామంది దేవుడు వారికి ఒక తలాంతిస్తే దేవుడు వారికి ఒక ఉన్నత స్థాయినిస్తే అందును బట్టి వారు ఉప్పొంగిపోవడానికి అతిశయపడడానికి వారు గర్వంగా ఫీల్ అవ్వడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటే నీ విశ్వాస జీవితం పరిపూర్ణతలోనికి రావాలంటే దేవుడు నీకు ఇచ్చిన కృప నీకు కాదు నీ పక్క వారికి ఉపయోగకరంగా ఉండాలన్న సత్యాన్ని పగటి వేళ మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం హలలుయ అయితే దేవుడు కృపనిచ్చినప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి కృపనవరు ఆమె ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృప నీకు ఏ కృప దేవుడు ఇచ్చాడో తెలుసుకొని అర్థం చేసుకొని ఆ కృపను బట్టి ఇతరులకు మీరు ఏం చేయాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అందరికి ఒకే రకమైనటువంటి తలాంతులు దేవుడు ఎవడు ఒకరికి పాటలు పాడే తలాంతులు ఉంటే ఒకరికి వాక్యం బోధించే తలాంతు ఉంటుంది ఒకరికి పరిచయ చేసే తలాంతు ఉంటుంది ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క నలుగురికి సహాయపడే మనస్తత్వం కొందరికి ఉంటుంది దేవుడు ఏ మనస్తత్వం ఏ కృపను నీకు ఇచ్చాడో ఆ కృపను బట్టి నువ్వు నలుగురికి ఆశీర్వాదకరంగానే ఉండాలి కానీ నువ్వు నువ్వు ఉప్పొంగిపోవడానికి ఏమాత్రము లేదు ఎందుకంటే ఆ కృప నీ సొంతగా నువ్వు పొందుకోలేదు దేవుడు నీకు నీకు దానంగా దయచేసిన కృప అది హలలుయా దేవుడు దానంగా నీకు ఆ ఇచ్చిన బహుమానము నువ్వు నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని పేతృ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు హలలుయా అయితే చాలామంది ఆ విషయంలో ఎక్కడ పడిపోతున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన కృపను అర్థం చేసుకోరు దేవుడు మానవులంగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం సహజంగా మనము దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం ఇతరులకు సహాయపడాలని వాక్యం సెలవిస్తుంటే మనము ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని ఆ వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు కదా నేను ఎందుకు ఆ విధంగా ఉండలేకపోతున్నాను అనే ఒక రకమైనటువంటి మనస్తత్వాలు మనలో ఏర్పడతా ఉంటాయి ఒకవేళ మనకన్నా అధికంగా మంచి క్రియలు ఎవడైనా చేస్తే అతనిని చూసి ఏం చేస్తామంటే అసూయ పడతాము లేకపోతే నేనెందుకు ఆ విధంగా చేయలేకపోతున్నానని మనల్ని మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాము ఒకవేళ మనకన్నా మంచిగా ఎవరైనా చేయలేకపోతే లేకపోతే వారికన్నా మనమే బాగా చేస్తున్నాము మంచి క్రియలు నేనే బాగా అందరికీ సహాయపడగలుగుతున్నాను అని మనం పోల్చుకున్నట్లయితే మన హృదయం ఎలాగ అయిపోద్దంటే గర్వపడే స్థితిలోనికి మారిపోద్ది కాబట్టి మనం మంచి క్రియలు చేసినప్పుడు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరత లేదు దేవుడు నీకు ఎట్టి కృపనిచ్చాడో దేవుడు నీకు ఎట్టి స్థాయిని నీకు ఇచ్చాడో ఆ స్థాయిని బట్టి ఆ పొజిషన్ని బట్టి ఆ ఆ మనస్తత్వాన్ని బట్టి నువ్వు నలుగురికి ఎలాగ ఉండాలి అంటే ఉపయోగపడేవానిగా ఉండాలి నువ్వు మంచి క్రియలు చేసినప్పుడు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరత లేదు మొట్టమొదటిగా మనం చూసాము మనం సృష్టింపబడినదే మంచి క్రియలు చేయడానికి రెండవదిగా దేవుడు ఆ మంచి క్రియలు చేయడానికి మనము లేకపోతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు కొన్ని కృపలు మనం మన మన జీవితంలో ఉంచి ఉన్నాడు ఆ కృపను బట్టి మనం ఎలాగ ఉండాలంటే ఇతరులకి ఉపచారం చేసేవారుగా ఉండాలి హలలుయ ఇతరులకి పరిచర్య చేసేవారుగా ఉండాలి హలలుయ యేసుప్రభు వారి జీవితంలో కూడా మనం అదే చూస్తాము యేసుప్రభు వారు ఒకసారి అంటారు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికే వచ్చాను I came to serve the people మనం కూడా ఆ అట్టి మనస్తత్వాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఆశిస్తూ ఉన్నాడు మనం ఇతరులకి పరిచర్య చేసే వారంగా ఉండాలి కానీ ఇతరుల నుండి పరిచర్య ఆశించే వారముగా ఉండకూడదు హలలుయ మూడవదిగా మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధిలోనికి రావాలి అంటే విశ్వాస జీవితం అభివృద్ధిలోనికి రావాలంటే మంచి క్రియలు చేయాలి అయితే చాలామంది ఆత్మీయ జీవితాలు ఎలాగుంటాయంటే చాలా బైబిల్ జ్ఞానం బాగా ఉంటుంది బైబిల్ గురించి అన్నీ ఎక్కడ అడిగినా ఆది కారణం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ మూల ఏ వాక్యం అడిగినా ఇట్టే చెప్పేస్తారు కానీ వారి జీవితంలో మాత్రము వారికి ఒక్కడికి కూడా ఉపయోగపడేలా జీవించరు ఆమె ఇది మృత సముద్రం మీకు ఎప్పుడన్నా విన్నారు మృత సముద్రం అని మృత సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్న నీరు ఆ వేస్ట్ అంతా నీటి సముద్రాలలో ఉన్న వేస్ట్ అంతా కూడా ఈ మృత సముద్రం వైపు పారుతూ ఉంటుంది అయితే మృత సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే లోకంలో ఉన్న అన్ని సముద్రాలకి ఎలాగైతే ఫ్లోయింగ్ ఉంటుందో మృత సముద్రానికి మాత్రం ఆ ఫ్లోయింగ్ ఆ నీటి పారుదల అనేది ఆ మృత సముద్రానికి ఉండదు ఎందుకంటే ఆ మృత సముద్రంతో ఆ మొత్తం ముగింపు అనమాట వచ్చిన నీరు వచ్చిన వేస్ట్ అంతా కూడా ఆ మృత సముద్రంలో ఉండి అలా పేరుకుపోయి ఉంటుంది అందుకే దానికి ఆ డెడ్ సీ అని పేరు కూడా వచ్చి రావడానికి కారణము మనం కూడా వాక్యం అనేకమైనటువంటి వింటాము జ్ఞానం పొందుకుంటాం అన్నీ పొందుకోవడానికి ఇష్టపడతాం కానీ మన నుండి బయటికి వెళ్ళడానికి మాత్రము ఇష్టపడము అన్ని పేరుకుపోయి మనకు తెలుసు నేను అంతకుముందు కూడా గృహ గుడికలో మాట్లాడాను ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి ఇరుషులేమ నుండి ఎరికోకి ప్రయాణం చేస్తూ ఉండగా ఏం చేస్తాడు దొంగల చేత కొట్టబడి గాయపడి రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ముగ్గురు వ్యక్తులు వస్తారు మొదటిగా ఒక యాజకుడు వస్తాడు యాజకుడు వచ్చి అతను చూచి పక్కకుండా వెళ్ళిపోతాడు తర్వాత ఒక లేవీయుడు వస్తాడు చూస్తాడు పట్టించుకోడు వెళ్ళిపోతాడు తర్వాత ఒక సమరయుడు వస్తాడు చూస్తాడు పట్టించుకుని అతనికి కావాల్సిన పరిచర్య అతనికి కావాల్సిన ఉపచారము చేయడం జరుగుతుంది యాజకుడు గురించి ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు యాజకుడు ధర్మశాస్త్రం బైబిల్ గురించి అడిగితే ఏటు జే నిద్రలో కూడా లేచి చెప్పగలడానికి అంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కానీ అతని జీవితంలో ఒక ఒక వ్యక్తికి సహాయపడాలి అంటే మాత్రం అతనికి మనసు రాలేదు ఏమి జీవితము రెండవదిగా లేవియుడు వస్తాడు లేవియుడు కూడా ఆ యాజక వంశంలో ఉన్నటువంటి వాడే వాడికి కూడా ధర్మశాస్త్రం గురించి అన్నీ తెలుసు పరిచర్య గురించి అన్నీ తెలుసు సహాయ ఏ విధంగా సహాయపడాలి ఏ విధంగా ఎవరితో ఏ విధంగా ఉండాలి అని అన్నీ అన్నీ తెలిసిన వాడే లేవియుడు కూడా కానీ లేవియుడు కూడా ఏం చేస్తాడంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అయితే ఒక్కడు మాత్రము అసలు ధర్మశాస్త్రం ఏంటో తెలియదు బైబిల్ జ్ఞానం ఏంటో తెలియదు కానీ అతని హృదయం ఎలాగుందంటే ఇతరులకి ఇతరుల యొక్క నిస్సహాయ స్థితి చూసి వారికి సహాయపడే మనస్తత్వం కలిగినటువంటి వాడు హలలుయా ఇప్పటి వేళ ఎంత బైబిల్ జ్ఞానం సంపాదించామని కాదు ఎంత వాక్య జ్ఞానం పొందుకుంటున్నామని కాదు అది పొందుకోవడము ఆ స్థాయికి ఆత్మీయ స్థాయికి ఎదగడము చాలా మంచిదే అయితే ఆ స్థాయికి ఆ జ్ఞానాన్ని ఎంత బాగా పొందుకుంటున్నామో ఎంత బాగా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతున్నామో అంతలాగా మనము క్రియలలో కూడా మనం అది చూపించగలిగలగవలసిన వారమై ఉన్నాము హలలుయ యాకోబు పత్రికలో యాకోబు అదే మనకు నేర్పిస్తూ ఉన్నాడు మన విశ్వాస జీవితం ఎలాగుందో మన ఆత్మీయ జీవితం ఎలాగుందో దానిని బ్యాలెన్స్ చేస్తూ మన క్రియలు ఎలాగ ఉండాలని యాకోబు పత్రికలో యాకోబు మనకి నేర్పిస్తూ ఉన్నాడు హలలుగా విశ్వాస జీవితం ఏ మెషర్మెంట్ ఏ కొలమానంలో మనం ఎదుగుతున్నామో మరోపక్క అదే కొలమానంలో మన క్రియలు కూడా ఏం చేయాలి వర్ధిల్లాలి హలలుయ క్రియలు లేనటువంటి విశ్వాసము మృతతుల్యమైనది హలలుయ మన ఆత్మీయ జీవితాలు పరిపూర్ణతలోనికి రావాలి అంటే పగటి వేళ మంచి క్రియలు చేసే ఆ జీవితాన్ని మంచి సత్క్రియలు కలిగినటువంటి ఆ నడవడిని మన జీవితాల్లో మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము హలలుయ నా మాటలు నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను ఆఖరిగా మనం చూసినట్లయితే మన ముందు ఏర్పడే ఏ పరిస్థితినైనా పరిస్థితిలోనైనా మనం ఇతరులకి సహాయపడే విధంగా ఉండాలి సహాయపడినప్పుడు ఇతరులకి పరిచర్య చేసినప్పుడు ఇది ప్రధానమైనది ఇది అంత ప్రధానమైనటువంటిది కాదులే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వ్యక్తికి సహాయపడడం చాలా ప్రధానము లేకపోతే ఈ వ్యక్తికి సహాయపడవలసిన అవసరం ఏం లేదులే అని అనుకోవడం చాలా పొరపాటు సహాయపడే విషయంలో ఇతరులకు పరిచర్య చేసే విషయంలో చిన్న పెద్ద అని తేడా లేదు నీ ముందు ఏ పరిస్థితి ఉందో ఏ నిస్సహాయ స్థితి నీ ముందు దేవుడు ఒక అవకాశంగా ఉంచున్నాడో ఆ నిస్సహాయ స్థితిని చూచి సహాయపడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు హలలుయ అందుకే మార్కు స్వార్తలో తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటిలో యేసు వారు ఒక మాట చెప్తారు నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలయం చేయకర్లా ఆయన నామంలో నువ్వు ఒక మంచినీళ్ళు గ్లాసు నా పేరట ఒక గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు కావలసిన ఫలము రా చాలు ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేయకర్లా దేవుని నామంలో నువ్వు ఒక చిన్న పని చేసిన ఆ పనికి ప్రతిఫలం ఉంటుందని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా ఒకవేళ ఈ ఈ ఈ పలానా సహాయం చేస్తే నాకు చాలా పేరు వస్తుంది నేను చాలామంది మెచ్చుకుంటారు ఈ చిన్న పని చేస్తే ఉపయోగం ఏముందిలే అని చాలామంది అనుకుంటారు చాలామంది సహాయపడతారు ఎందుకో తెలుసా వారి పేరు ఘనంగా చెప్పుకోవాలి వారికి ఒక ఉన్నతమైనటువంటి ఒక గుర్తింపు రావడానికి చాలామంది చాలామందికి సహాయపడుతూ ఉంటారు ఇప్పటి వేళ పరిశుద్ధ లేఖనాలు మనకు నేర్పేవి ఏంటంటే నీ సహాయము నీ ముందున్న నిస్సహాయ స్థితి అది చిన్నదైనా పెద్దదైనా అది నువ్వు చేయగలిగితే దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఏర్పరిచి ఉంచాడని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ఒకసారి ఒక మందిరంలో ఒక ఆరాధన జరుగుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు అంటే చాలా బేదవారు చాలా పేదవారు వారి వస్త్రాలు చూస్తే కూడా అక్కడక్కడ చిరిగిపోయినటువంటి స్థితిలో వారు మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారట వారు మందిరానికి ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు మందిరంలో ఉండి లోపలికి రాగానే చూసినప్పుడు మందిరం మొత్తం నిండిపోయింది ఒక్క కుర్చీ కూడా లోపల ఖాళీ లేదు వారికి కూర్చోడానికి ఏమాత్రం ఖాళీ లేనటువంటి స్థితిలో వారు తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అది గమనించిన ఆ మందిరంలో ఉంటే ఒక వ్యక్తి గబగబా లేచి ఏం చేశాడంటే తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని పిలిచి మందిరానికి తీసుకొచ్చి లోపల వారి కొరకు ప్రత్యేకంగా రెండు కుర్చీలు వేసి వారి కొరకు ఒక అక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి వారి కొరకు ఏర్పాట్లు చేశాడంట వాస్తవానికి ఆ మందిరము చాలా సంపన్నులతో నిండినటువంటి మందిరము ఆ మందిరానికి వచ్చి ఆరాధించే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నత పొజిషన్స్లో ఉండేవాళ్ళు అయినప్పటికీ ఈ ఇద్దరు పేదవారిని చూడగానే ఒక వ్యక్తికి వాళ్ళ మీద కనికరం కలిగి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వారి వెనకాల వెళ్ళి వారిని మందిరంలోనికి తీసుకొచ్చి పేదవారైనా కూడా వారిని చూసుకోకుండా వారిని రెండు కుర్చీలు వేసి వారికి సహాయపడి వారిని అక్కడ కూర్చొని పెట్టడం జరిగిందంట మీకు తెలుసా ఈ చరిత్ర ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చెందినటువంటి ప్రసంగికుడు బిల్లి గ్రహము ఈరోజు ఆ ప్రసంగికునిగా లేకపోతే ఆ గొప్ప దైవజనుడు రాగలిగాడంటే కారణము ఆ మందిరంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి అతని పట్ల చూపిన జాలి హలలుయ అతని పట్ల వారి పట్ల చూపినటువంటి ఆ వారి నిస్సహాయ స్థితిని చూచి వారిని మందిరానికి తోడుకుని వచ్చి వారికి ఒక సహాయం చేసినటువంటి ఆ మనస్తత్వం ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి లేకపోతే ఈనాడు బిల్లి గ్రహం ఉండేవాడు కాదు ఈనాడు ఆ బిల్లి గ్రహంని ఆ వ్యక్తి ఆ విధంగా చేర్చుకుని మందిరంలో ఆరాధించడానికి వారితో కలిసి ఏకీభవించడానికి వారి పేదరికం చూచి కాదు వారి నిస్సహాయ స్థితిని చూచి వారికి మీద జాలిపడి వారిని తీసుకుని వస్తే ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పేరు కలిగినటువంటి స్వార్థికునిగా గ్రహంగా ఆ వ్యక్తి తయారు చేయబడ్డాడు హలలుయ ఈ రోజున మనం చూపే మంచి క్రియలు మనం చేసే సహాయాలు మనం చేసే పరిచర్యలు నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి వారిని దేవుని వైపుకు తీసుకొచ్చేవిగా ఉండాలి హలలుయ పదివేళ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ఎంతమంది మీ హృదయాలను సమర్పించుకుంటారు మన ఆత్మీయ జీవితం పరిపూర్ణతలోనికి తేబడాలి అంటే మన ఆత్మీయ విశ్వాస జీవితం ఒక పరిపూర్ణతలోనికి రావాలి అంటే మన జీవితంలో మంచి క్రియలు అత్యవసరమైనటువంటి విహలలుయ నా మాటలు నేను ముగిస్తున్నాను అందరూ ఒకసారి మోకరించినట్లయితే ఎంతమంది మీ హృదయాలను సమర్పించుకోగలరు ఇప్పటి వేళ